క్వశ్చన్ నెంబర్ వన్ బాగా ఆలోచించి దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు బాగా అలర్ చేస్తున్నారని పిల్లల్ని ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు మొత్తం నాలుగురు అక్క చెల్లెలు మ్యారీ ఏమో బట్టలు ఉతుకుతుంది ఆమె ఏమో బుక్ చదువుతూ కూర్చుంది రోజీ వచ్చేసి క్యారం ఆడుతుంది మరి నాలుగు అమ్మాయి ఏం చేస్తుందో గెస్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి your time starts now answer వచ్చేసి రోసితో క్యారం ఆడుతుంది క్వశ్చన్ నెంబర్ టూ కి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ గిరి అనే వ్యక్తికి నలుగురు అమ్మాయిలు ఉన్నారు అలాగే ప్రతి అమ్మాయికి అన్నయ్య కూడా ఉన్నారు ఇప్పుడు గిరికి ఎంతమంది పిల్లలు గెస్ట్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నో ఒక అన్నయ్య ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ గా గిరికి అబ్బాయి పుట్టాడు తర్వాత ఈ నలుగురు అమ్మాయిలు పుట్టారు అప్పుడు ఆ అబ్బాయి వీళ్ళందరికీ అన్నయ్య అవుతాడు మొత్తం పిల్లలు వచ్చేసి ఐదుగురు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇక్కడ ఉన్న ఈ త్రీ ఇన్సిని కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది అదేంటో గెస్ చేసి ఆన్సర్ ని కామెంట్ చేయండి your time starts now answer వచ్చేసి kick to question number four నాకు చాలానే కండ్లు ఉంటాయి కానీ నేను చూసేది మాత్రం రెండింటితోనే అదేంటో చెప్పండి చేసి ని కామెంట్ చేయండి your time starts now answer వచ్చేసి నెమలి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు ఫోటోల మధ్య ఎనిమిది తేడాలు ఉన్నాయి అవేంటో గెసేసి ఆన్సర్ని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఇక రౌండ్ చేశాను చూడండి మొత్తం ఫైవ్ క్వశ్చన్స్కి ఎన్నిటికి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి